స్థిరమైన మనస్సును శుద్ధమైన హృదయము స్థిరమైన మనస్సును సంపూర్ణముగా దయచేయుము సయ్యా సంపూర్ణముగా దయచేయుము సయ్యా బలమైన మనస్సును సంపూర్ణముగా చేయుము ఎసయ్యా సంపూర్ణముగా చేయుము పోవునట్లుగా నన్ను నీవు కడుగుము దేవా నా పాపము పోవునట్లుగా నన్ను బాగుగా కడుగుము దేవా నా నా నీవు జ్ఞానమునే నింపుమయ నా ఆంతరయమునే నీవు జ్ఞానముతోనే నింపుమయ నీ వాత్సల్య బాహుల్యముచే నన్ను కరుణించు నీ వాత్సల్య బాహుల్యముచే నన్ను కరుణించుమయ్య హిమము కంటే తెల్లగనరు మార్చుము శుద్ధమైన హృదయము స్థిరమైన మనస్సును శుద్ధమైన హృదయము స్థిరమైన మనస్సును సంపూర్ణముగా దయచేయుము ఎసయ్యా సంపూర్ణముగా దయచేయుము ఎసయ్యా త్రోసివేయకు నీ ఆత్మను తీసివేయకు నీ సన్నిధి నీ నన్ను త్రోసివేయకు నీ ఆత్మను తీసివేయకు నీ రక్షణానందమునే నాలో మరలా పుట్టించుమయా నీ రక్షణానందమునే నాలో మరలా పుట్టించుమయా ఉత్సాహ సంతోషములే మరలా వినిపించు ఉత్సాహ సంతోషములే మరలా

దేవా హిమము కంటే తెల్లగ నను మార్చుము ఆహా హలిలూయా ఓ హలిలూయా ఆహా హలిలూయా హలిలూయా ఆహా హలిలూయా ఓ హలిలూయా